ఓకే దాని నుంచి మనం ఇదంతా కూడా మాట్లాడుకుందాం మరి ఒకసారి థర్మామీటర్స్ గురించి మాట్లాడతా ఓన్లీ లిక్విడ్ టైప్ థర్మామీటర్స్ గురించి మాట్లాడతా ఏ టైప్ థర్మామీటర్స్ అంటే liquid type thermometers liquid type thermometers ద్రవరూప థర్మామీటర్ గురించి మాట్లాడదాం లిక్విడ్ టైప్ థర్మామీటర్స్ రైట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏది అవసరమో అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా రైట్ దాంట్లో భాగంగా లిక్విడ్ టైప్ థర్మామీటర్స్ గురించి మాట్లాడుతున్నా దాంట్లో రెండు రకాల థర్మామీటర్స్ గురించి మాట్లాడతా రెండు రకాల థర్మామీటర్స్ ఏంటే సార్ అని అడిగితే మెర్క్యూరీ థర్మామీటర్ పాదరస్ థర్మామీటర్ అండి రైట్ తర్వాత alcohol thermometer alcohol alcohol thermometer right ఈ రెండు రకాల థర్మామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం ఏదైనా ఒక థర్మామీటర్ గురించి మనం డిస్కస్ చేయాలంటే దాని మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తెలియాలి రైట్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూని డిసైడ్ చేయాలి దాన్ని డిసైడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఇంటర్నల్ గ్లాస్ ట్యూబ్ ఇది tip of the thermometer steel tip ఇది రైట్ టిప్ అనమాట రైట్ ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో జనరల్గా నేను ఇక్కడ ఏం చేసినట్టే పాదరసాన్ని ఇది చేస్తాను మెర్క్రీ మెర్క్రీ పాదరసం హెచ్వెల్ దీన్ని డిసైడ్ చేయాలి మనం కనిష్ట గరిష్ట విలువలను ఎలా డిసైడ్ చేస్తారో చూడండి ఇప్పుడు నా దగ్గర ఒక థర్మామీటర్ ఉంది రైట్ ఒక అన్నోన్ థర్మామీటర్ అది అన్నోన్ థర్మామీటర్ ఏం కాదు నౌన్ థర్మామీటర్ ఇది ఈ నౌన్ థర్మామీటర్లో నేనేం అంటే వాటర్ యూజ్ చేసిన right water water water use చేసినండి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత హండ్రెడ్ వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అండి జీరో డిగ్రీ సెల్సియస్ నా దగ్గర ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంది అన్నోన్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ మైనస్ టెన్ ఉంది ఎంత మైనస్ టెన్ నేను వాటర్తో తయారు చేసి ఇదే థర్మోమీటర్ అనుకోండి వాటర్తో తయారు చేసిన థర్మోమీటర్ దీంట్లో పెట్టా దీని మీద ఉంచాను అనుకోండి ఏమో థర్మోమీటర్ అంటే ఏంది ఉష్ణ మాపకోండి ఓకేనా ఉష్ణమాపకం ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని డ్యాస్ అంటారు ఉష్ణమాపకం అంటారు థర్మామీటర్ అంటాం రైట్ ఇప్పుడు ఇది వాటర్తో తయారు చేసినటువంటి థర్మామీటర్ అయితే ఇప్పుడు దీని మీద ఉంచితే వాటర్ యాక్చువల్గా జీరో డిగ్రీ సెల్సియస్కే గడ్డగట్టిపోతుంది మైనస్ టెన్ ఉంది కదా ఆడ జీరో డిగ్రీ సెల్సియస్ గడ్డగట్టిందా మైనస్ ఐదు గట్టిందా ఎలా తెలుస్తుంది తెలియదు అందుకే మినిమంలో మినిమం ఎంత కొలవగలుగుతాం అంటే జీరో డిగ్రీ సెల్సియస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉందనుకోండి ఈ body temperature one fifty degree Celsius అనుకుందాం ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని వాటర్ థర్మోమీటర్ కాదు ఈ వాటర్ థర్మోమీటర్ని ఉంచితే దీంట్లో ఉన్న వాటర్ ఇవాపరేట్ అయిపోతాయి ఆ టెంపరేచర్కి వంద డిగ్రీ సెల్సియస్ వద్దకి అయిపోతాయి కదా అంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఎంత కొలవగలుగుతాం హండ్రెడ్ డిగ్రీ అంటే ఈ మెటీరియల్ లోపల యూజ్ చేసిన మెటీరియల్ యొక్క స్థితి మారినంత వరకు కూడా కొలవచ్చు ఎంతవరకు కొలవచ్చు అంటే మినిమంలో మినిమం జీరో జీరో కన్నా అంటే మళ్ళీ స్థితి మారుతుంది మ్యాక్సిమంలో ఎప్పుడు మారుతుంది మళ్ళీ హండ్రెడ్ అప్పుడు మారుతుంది హండ్రెడ్ వరకు అంటే ఏ రేంజ్లో మారదు zero to hundred degree Celsius రేంజ్లో మారదు ఆ మారనంత వరకు కూడా కొలుచుకోవచ్చుగా మనం అందుకే ఆ మారనటువంటి స్థితుల గురించే మాట్లాడాలి ఇప్పుడు చెప్పండిగా మెర్క్యూరీ థర్మోమీటర్ మారినటువంటి టెంపరేచర్ మెర్క్యూరీ మెర్క్యూరీ థర్మోమీటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారదు బాయిలింగ్ పాయింట్ మినిమం పాయింట్ అవుతుంది sorry melting point minimum value అవుతుంది బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది అందుకే పాదరసాన్ని కొలవగలిగేటటువంటి పాదరస థర్మామీటర్ను ఉపయోగించి కొలవగలిగేటటువంటి ఉష్ణోగ్రత వ్యాప్తి ఎంత అంటే మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ ఎందుకంటే దీని మెల్టింగ్ పాయింట్ మైనస్ థర్టీ గరిష్ట విలువ ఎంత ఎక్కడి నుంచి అక్కడికి మైనస్ థర్టీ నుంచి three fifty six degree Celsius వరకు మైనస్ థర్టీ నుంచి three fifty six degree Celsius ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా చూసుకోండి దీని మీద ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అయినా ఫామ్ చేయొచ్చు మెర్క్యూరీ బాయిలింగ్ పాయింట్ పాదరసం యొక్క బాష్పీభవన స్థానం లేదా మరుగు స్థానం option A hundred degree Celsius option B seventy six degree Celsius option C three fifty six degree Celsius option D two fifty six degree Celsius ఏం చెప్తారు three fifty six degree Celsius the range of temperature that can be measured by the mercury thermometer పాదరస థర్మామీటర్ను ఉపయోగించి కొలవగలిగే ఉష్ణోగ్రత వ్యాప్తి option A minus thirty to three fifty six minus thirty to hundred degree Celsius right minus one ten to seventy six degree Celsius ఇలా ఇస్తాడు అప్పుడు ఏం చేయాలి minus thirty to three fifty six degree Celsius ఇలా ఇవ్వచ్చు రైట్ మెర్క్యూరీ థర్మామీటర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే క్లినికల్ థర్మామీటర్లో యూజ్ చేస్తాం క్లినికల్ థర్మామీటర్లో యూజ్ చేస్తాం మెర్క్యూరీని ఇంకెక్కడ సార్ యూజ్ చేసేది మెర్క్యూరీ థర్మామీటర్ని అంటే మనం మోస్ట్లీ ఏది మనకి six maximum minimum temperatures right six maxima weather temperatures ఉంది కదా వెదర్ టెంపరేచర్స్ని మనం దేని ద్వారా మెజర్ చేస్తాం right six maximum minima temperature ద్వారా మనం మెజర్ చేస్తూ ఉంటాం ఈ రెండు టైప్ ఆఫ్ థర్మామీటర్స్లో యూజ్ చేసేది ఏంటంటే మెర్క్యూరీ థర్మామీటర్ రైట్ ఈ క్లినికల్ థర్మామీటర్ని మ్యాక్సిమం థర్మామీటర్ అని కూడా అంటారు గరిష్ట థర్మామీటర్ అని కూడా అంటారు గరిష్ట థర్మామీటర్ అని ఎందుకన్నారంటే గరిష్టంగా మనం ఎప్పుడు కూడా నైంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నుంచి వన్ టెన్ డిగ్రీ సెల్సియస్ వరకు అంటే జ్వరం కొలవటానికి ఉపయోగిస్తాం రైట్ అందుకే దీన్ని గరిష్ట అంటే ఎగ్జామినేషన్లో నీకు ఈ పదవి ఇవ్వకపోతే దీన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది క్లినికల్ థర్మామీటర్ అన్న గరిష్ట థర్మామీటర్ అన్న ఒక్కటే దాంట్లో యూజ్ చేసేది పాదరసం క్లినికల్ థర్మామీటర్లో యూజ్ చేసి మనం ఎంతవరకు కొలవచ్చు అంటే ninety five degree Fahrenheits to మనిషి ఉన్నంత వరకే కదా కొలిచేది ఇక వీటి తర్వాత థర్మామీటర్తో పని ఉండదు one ten degree Fahrenheits one ten degree నీడ్స్ దాటినా కానీ ఆ థర్మామీటర్తో పని ఉండదు అతనికి నైంటీ ఫైవ్ తగ్గినా కానీ థర్మామీటర్తో పని ఉండదు అతనికి ఎందుకంటే అతనే ఉండడు కాబట్టి అదనమాట రేంజ్ అనమాట ninety five to one ten వరకు మెజర్ చేస్తారు ఇక ఒక రోజులో వచ్చే కనిష్ట గరిష్ట విలువల్ని సిక్స్ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ ద్వారా కొలుస్తారు కాబట్టి దీన్ని మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ స్కేల్ అన్నారు అదే టెంపరేచర్ థర్మామీటర్ అన్నారు దీన్నే ఓన్లీ మ్యాక్సిమం అని చెప్పారు రైట్ ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్స్ మెర్క్యూరీ థర్మామీటర్కి సంబంధించి ఇది సిక్స్ మ్యాక్సిమం అనే మినిమంకి సంబంధించి ఇది మెర్క్యూరీకి సంబంధించి నెక్స్ట్ ఏంటి ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా మాట్లాడి ఈ ఆల్కహాల్ వాటరు తర్వాత మెర్క్యూరీ యొక్క బిహేవియర్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఎందుకు మరి వాటర్ని ఎందుకు చేయటంలా మనం అనేది చూద్దాం రైట్ ఆల్కహాల్ ఆల్కహాల్ థర్మోమీటర్ చూడండి ఆల్కహాల్ థర్మోమీటర్ అంటే ఇందాక చెప్పినట్టు మెర్క్యూరీ లాగిన minimum value maximum value measure చేయాలి మినిమం వాల్యూని ఎలా మనం డిసైడ్ చేస్తాం melting point alcohol melting point ఎంతో తెలియాలి ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతో తెలియాలి ఆల్కహాల్ మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే minus one ten degree Celsius mercury కన్నా బెటర్ కదా ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే seventy six degree Celsius boiling point seventy six అది ఎంత మైనస్ వన్ టెన్ అందుకే minus one ten to seventy six వరకు మెజర్ చేస్తారు ఎగ్జామినేషన్లో ఇలా అడిగితే ఏం చెప్తారు ఆల్కహాలు థర్మామీటర్ను ఉపయోగించి కొలవగలిగేటటువంటి ఉష్ణోగ్రత వ్యాప్తి zero to zero to hundred degree సెల్సియస్సా right minus seventy six to one ten degree Celsius right minus one ten degree Celsius to seventy six degree సెల్సియసా minus thirty to three fifty six degree సెల్సియసా రైట్ ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు ఫన్నీ ఆప్షన్స్ అంటాం వీటిని అప్పుడు ఏం చెబుతారు ఫన్నీ ఆప్షన్స్ చెప్పండి ఇదేగా ఇలా ఇలా మెజర్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి మరి ఆల్కహాల్ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటల్ పర్పస్కి ల్యాబొరేటరీ ఎందుకు సార్ ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు మామూలుగా మనం దీన్ని మెర్క్యూరీ థర్మోమీటర్ యూజ్ చేయొచ్చుగా అంటారు మీరు మెర్క్యూరీ థర్మోమీటర్ యూజ్ చేసిన అనుకోండి మెర్క్యూరీ కనుక గ్లాస్ లీక్ అయింది అనుకోండి గ్లాస్ పగిలిపోతే మెర్క్యూరీ లీక్ అయితే మినిమిటా వ్యాధి వస్తుంది అనమాట అందుకే మెర్క్యూరీని యూజ్ చేయాలి డిసీజెస్ వస్తాయి అనమాట మెర్క్యూరీ వల్ల రైట్ అదే లేదా ఆల్కహాల్ అయితే ప్రాబ్లం లేదు కింద పోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు దాని మీద డేంజర్ ఏం కాదు అక్కడ యూజ్ చేస్తారు ఇంకెక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే రిఫ్రిజిరేటర్లో యూజ్ చేస్తారు రిఫ్రిజిరేటర్లు రిఫ్రిజిరేటర్లో టెంపరేచర్స్ లో ఉంటాయి కదా లో టెంపరేచర్స్ మెజర్ చేయడానికి ఆల్కహాల్ థర్మోమీటర్ యూజ్ చేస్తారు ఇంకెక్కడ యూజ్ చేస్తారు సార్ దీన్ని అంటే కోల్డ్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు cold countries right cold countries శీతల దేశాలు అంటాం మనం శీతల దేశాల్లో వాడతారు రిఫ్రిజిరేటర్లో వాడతారు ల్యాబొరేటరీలో వాడతారు ఎవరిని రిఫ్రిజిరేటర్ ఏది ఆల్కహాల్ థర్మామీటర్ని అదే మెర్క్యూరీ థర్మామీటర్ని అయితే ఎక్కడ యూజ్ చేస్తారు ఉష్ణమండల దేశాల్లో రైట్ హాట్ రీజియన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు వామ్ కంట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత మనకి ఈ వాతావరణ శాఖ వాళ్ళు యూజ్ చేసేటటువంటి సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకాలు యూజ్ చేస్తారు ఈ డాక్టర్స్ యూజ్ చేసేటటువంటి ఈ నార్మల్ ట్రెడిషనల్ క్లినికల్ లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ మెర్క్యూరీ ఆల్కహాల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్ వాటర్ని చూజ్ చేసుకోవచ్చుగా అని అడుగుతారు మీరు అందుకే మీకు చెప్పిన వాటర్ యొక్క స్పెసిఫిక్ కెపాసిటీ ఎలా ఉంది వెరీ హై ఉంది కదా వెరీ హై ఉంది కాబట్టి అది త్వరగా వేడెక్కదు త్వరగా చల్లబడదు అందుకే డాక్టర్ గారు ఏం చేస్తాడు మనకి థర్మామీటర్ నేల కింద ఉంచుతారా నేల మీద ఉంచుతారా జ్వరం తగిలిందని పోతే అడుస్తా నేల కిందనే కదా ఎందుకు నేల మీద ఉంచితే మింగుతాం మనమేమన్నా మింగంగా అయినా కానీ ఎందుకు అంటాడు మరి నేల కింద ఎందుకు ఉంచుతాడు అంటే క్లోజ్డ్ రీజియన్లో ఎక్కడైనా ఉంచవచ్చు రైట్ ఒక్కోసారి ఎక్కడ ఉంచుతాడు ఒక్కోసారి సంకలం ఉంచుతాడు ఒక్కోసారి నేల కింద ఉంచుతాడు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఎందుకంటే అది ఓన్లీ బాడీతో ఇంటరాక్షన్ కావాలి రైట్ అందుకే ఆడు ఉంచి అమ్మడినే తీసేస్తాడా అంటే one hour one and half minute ఉంచి తీసేస్తాడా లేకపోతే పొద్దున్న నేల కింద నుంచి సాయంత్రం రా బాబు మంచిగా నీకు రికార్డు అంటే మంచిగా వాల్యూస్ వస్తాయి పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయి అని చెప్తాడా లేదుగా ఎందుకంటే వెంటనే తీసుకోవాలి వెంటనే వ్యాకోచించాలి అందుకే టిప్ ఆఫ్ ద థర్మామీటర్ దేంతో తయారు చేశారు మీరు రైట్ ఈ టిప్ ఆఫ్ ద థర్మామీటర్ని స్టీల్తో తయారు చేశారు కదా స్టీల్ ఎందుకంటే స్టీలు వెంటనే మెర్క్యూరీకి ఇస్తుంది హీట్ని అవునా కదా ఎందుకంటే విశిష్టోష్ణం తక్కువ అదేవిధంగా మెర్క్యూరీకి కూడా విశిష్టోష్ణం విలువ తక్కువ కాబట్టి వెంటనే వేడెక్కుతుంది వెంటనే వ్యాకోచి చేస్తుంది ఫాస్ట్గా జరిగిపోతుంది ప్రాసెస్ అంతా కూడా within one minute one and half మినిట్లో జరిగిపోతుంది కాబట్టి వెంటనే రీడింగ్ వచ్చేస్తుంది అదే వాటర్ అనుకోండి మన మనం అన్నట్టుగానే పొద్దునుంచితే సాయంత్రం రావాలి ఈ లోపల జ్వరం కూడా తగ్గిపోద్ది అదేవిధంగా మెర్క్యూరీ అంత ఫాస్ట్గా వ్యాకోచించదు వాటర్ మళ్ళీ సమానంగా వేకొచ్చి సమానంగా సంకోచించే నేచర్ లేదు ఏది వాటర్కి anomalous expansion anomalous compression nature ఉంది వాటర్కి అరే ఇది జనరల్గా అంటే అసంగత వ్యాకోచం అసంగత సంకోచాలు కూడా ఉన్నాయి నీటికి కానీ వీటికి లేదనమాట రైట్ ఇది అందువల్లనే మనం వాటర్ యూజ్ చేయమన్నమాట హై స్పెసిఫికేట్ కెపాసిటీ ఉండటం వల్ల మేజర్ డ్రాబ్యాక్ వాటర్కి ఏది ఎక్కడ థర్మామీటర్ ఇండస్ట్రీలో కానీ మిగిలిన మన నిత్య జీవితంలో వాటర్కి హైయెస్ట్ స్పెసిఫిక్ కెపాసిటీ ఉండటం వల్లనే మొత్తం కూడా సన్ నుంచి వచ్చేటటువంటి హీట్ రేడియేషన్ అంతా కూడా ఓషన్స్లో స్టోర్ అయ్యి మనకి మొత్తం గ్లోబల్ టెంపరేచర్ అంతా మోడరేట్ చేస్తుంది లేకపోతే ఆ టెంపరేచర్కి మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం భూమి మీద మనకి జీవరాశులు ఉండే అవకాశమే లేకపోయేది అందుకే మిగిలిన గ్రహాల మీద లేవు ఎందుకంటే వాటర్ లేదు వాటర్ ఉంటేనే కదా సన్లైట్ అంతా వస్తే దాంట్లో స్టోర్ అయితే గ్లోబల్ టెంపరేచర్ మోడరేట్ అవుతుంది స్థితిలోకి వస్తుంది ఇక్కడ ఆ పరిస్థితి ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాం అది గ్రేట్ అడ్వాంటేజ్ అనమాట వాటర్కి సంబంధించి కార్ రేడియేటర్లో వాడుతున్నారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడుతున్నారు శీతలీకరణ ద్రవంగా మీరు నీటిని అవునా కదా ఎందుకంటే హైయెస్ట్ స్పెసిఫిక్ కెపాసిటీ ఉంది మనకి వాటర్ మిలాన్ మంచిగా చల్లగా తాగుతా ఉన్నాం మనం వాటర్ మిలాన్ని అవునా కదా ఇది సమ్మర్ సీజన్లో ఇదంతా కూడా అడ్వాంటేజెస్ ఏదో ఈ మైనర్ డిజడ్వాంటేజ్ ఎగ్జామినేషన్లో అడిగితే మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పిన అనమాట మీకు రైట్ ఇది థర్మామీటర్స్ యొక్క పరిస్థితి మరి మీకు డౌట్ వస్తుంది సార్ థర్మా టెంపరేచర్ అంటే ఓన్లీ ఓన్లీ మన లోకల్లో ఉపయోగించేదేనా మరి ఒకవేళ సూర్యుడు ఉష్ణోగ్రత కొలవాలంటే నేను ఏం చేస్తారు సూర్యుడు ఉష్ణోగ్రత కలవాలంటే థర్మోమీటర్ తీసుకొని పోయి సూర్యుడి మీద ఉంచారు టెంపరేచర్ బాగానే ఉంది అని మెజర్ చేసి వస్తారా మీరు అసలు అంత అవకాశం ఉందా మన దగ్గర అక్కడికి వెళ్ళగలమా లేదు కదా ఇంకోటి అంత హాట్ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళగలమా మనం వెళ్ళలేము కానీ అక్కడ నుంచి వచ్చేటటువంటి హీట్ ద్వారానే మనం టెంపరేచర్ మీద అక్కడ నుంచి వచ్చేటటువంటి హీట్ అట్ రేడియేషన్ ఫామ్లోకి వస్తుందిగా అందుకే వాటిని ఏమంటారంటే రేడియేషన్ పైరోమీటర్స్ అంటారు ఉష్ణ వికిరణ పైరోమీటర్లు అంటారు radiation pyrometers radiation pyrometers right radiation pyrometers అంటే ఇదే పరిస్థితి ఉష్ణ వికిరణ ఏమంటారంటే ఉష్ణ వికిరణ పైరోమీటర్లు అంటారు పైరోమీటర్ తెలుగులో కూడా అంతే అండి పైరోమీటరే ఉష్ణ వికిరణ పైరోమీటర్లు ఉష్ణ వికిరణ పైరోమీటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టార్స్ యొక్క టెంపరేచర్స్ మెజర్ చేయడానికి స్టార్స్ రైట్ తర్వాత సన్ నెక్స్ట్ ఫర్నెస్ కొలిమి కదా ఫర్నెస్ ఫర్నెస్ టెంపరేచర్స్ కొలిమి ఇంకెక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే వల్కనోస్ వచ్చినప్పుడు వల్కనోస్ వల్కనోస్ టెంపరేచర్స్ మెజర్ అగ్నిపర్వతాల టెంపరేచర్స్ మెజర్ చేయడానికి వీటన్నిటిని రేడియేషన్ పైరోమీటర్స్ ద్వారా యూజ్ చేస్తాం దీంట్లో మళ్ళీ total radiation pyrometers optical pyrometers అని ఉంటాయి రైట్ అదంతా పెద్దగా అంత అవసరం లేదు మనకు ఓరల్గా తెలిస్తే చాలు పైరోమీటర్ అనే పదం తెలిస్తే చాలు pyrometers are used to measure the temperature of the hot objects without contacting to the target అవునా కదా అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుల యొక్క ఉష్ణోగ్రతని తాకకుండా మనం కొలవాలి అంటే పైరోమీటర్స్ ఉపయోగపడతా ఉంటాయి అనమాట ఇది జనరల్గా మనకి థర్మోమీటర్స్కి సంబంధించినటువంటి స్టోరీ ఓకే జనరల్గా మనకి ఇంకా మనకి ఈ లో టెంపరేచర్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే క్రయోజెనిక్స్ అంటాం the branch of science right deals with low temperatures is called cryogenics అంటాం ఎంత టెంపరేచర్ సార్ లో టెంపరేచర్ అంటే minus one fifty degree Celsius less than minus one fifty degree Celsius అంటే ఎండింగ్ వచ్చింది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా the branch of science which deals with low temperature is called cryogenics అత్యల్ప ఉష్ణోగ్రతల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం మనం క్రయోజెనిక్స్ అంటాం temperature less than minus one fifty అంటాం అందుకే ఇస్రో వాళ్ళు తయారు చేసే దాన్ని ఏమన్నా మనం ఇస్రో వాళ్ళు ఉపయోగించేటటువంటి ఫ్యూయల్ని ఏమంటాం క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటుంది కదా క్రయోజెనిక్ ఫ్యూయల్ క్రయోజెనిక్ ఇంధనం అంటూ క్రయోజెనిక్ ఇంధనం అంటే మీనింగ్ ఏంటి రైట్ క్రయోజెనిక్ ఇంధనం liquid hydrogen liquid oxygen right liquid oxygen ఎంత టెంపరేచర్ వద్ద ఉంటుందంటే minus one eighty six degree Celsius అదే లిక్విడ్ ఆక్సిజన్ అయితే minus two fifty two degree Celsius right minus two fifty two minus two fifty three degree Celsius వరకు అందుకే ఈ రెండు కూడా less than minus one fifty కాబట్టి మనం ఏమన్నాం క్రయోజెనిక్ ఫ్యూయల్ అన్నాం రైట్ ఈ లిక్విడ్ హైడ్రోజన్ ఎలా పనిచేస్తుందంటే ఫ్యూయల్గా పనిచేస్తుంది ఫ్యూయల్గా ఇంధనంగా పనిచేస్తుంది అదే క్రయోజెనిక్ ఫ్యూయల్లో లిక్విడ్ ఆక్సిజన్ యొక్క రోల్ ఏంటంటే ఆక్సిడైజర్గా పనిచేస్తుంది ఆక్సిడైజర్ అంట ఆక్సిడైజర్గా పనిచేస్తుంది అదే ఫీల్గా యాక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు మరి ఈ ఫీల్ని ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అని అడిగితే జిఎస్ఎల్వి రాకెట్లో యూజ్ చేస్తారు జిఎస్ఎల్వి మార్క్ టూ మార్క్ త్రీలో యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఇక సింపుల్గా geo SLV geo synchronous satellite launch vehicle అనమాట దీంట్లో థర్డ్ స్టేజ్లో యూజ్ చేస్తాడు third stage or third phase or the phase third stage అంటే థర్డ్ స్టేజ్ ఇంజన్ బర్న్ అవుతుంది మనకి ఫైనల్ స్టేజ్లో యూజ్ చేస్తారు క్రయోజెనిక్ ఫ్యూయల్ని రైట్ ఇది క్రయోజెనిక్ ఫ్యూయల్కి సంబంధించి కానీ ఇస్రో వాళ్ళు ఎగ్జామినేషన్లో ఎలా కూడా అడుగుతాడు in the cryogenic fuel the liquid hydrogen act as a option A fuel option B oxidiser option C reduction or the reducing agent option D none of these అంటే ఏం చెప్తారు మీరు ఫ్యూయల్గా యూజ్ చేస్తామని చెప్పాలి right in the cryogenic fuel the role of oxygen is liquid oxygen is right is a fuel right it is a oxidiser it is a reducer options option డిలో నన్ ఆఫ్ దీస్ ఏం చెప్తారు ఆక్సిడైజర్ అని చెప్పాలి ఆక్సీకరణిగా పనిచేస్తుంది అనమాట క్షయాకరణ కాకుండా ఆక్సీకరణగా అని చెప్పాలి ఇలా కూడా ఇస్తాడు మనకి అయితే దీనికన్నా ఇప్పుడు ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెటర్ ఫ్యూయల్ని తయారు చేస్తున్నారు ఏంటి సార్ ఆ బెటర్ ఫ్యూయల్ అంటే కరెంట్ ప్రాజెక్ట్స్ అండి ఇవి కరెంట్ ప్రాజెక్ట్స్ మీద అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో జాగ్రత్త చూసుకోండి క్రయోజెనిక్ సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్ ఏంటి సార్ సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఏం సార్ ఇది కొత్తగా ఉందని అనుకుంటారు కొత్తదేం కాదు పాతది టెక్నాలజీ పాత్ర ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నారు న్యూ డేస్లో సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్లో నార్మల్ కిరోసిన్ అంటే రిఫైన్డ్ కిరోసిన్ రిఫైన్డ్ కిరోసిన్ ఫ్యూయల్గా యూజ్ చేస్తారు లిక్విడ్ ఆక్సిజన్ యాజ్ యూజువల్గా ఉంటుంది లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ అని చెప్పిన కదా మీకు జనరల్గా మనకి ఆక్సిజన్ రూమ్ టెంపరేచర్ వద్ద గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది దాన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే minus one eighty six degree Celsius cool చేయాలి అప్పుడు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ ఎలా పనిచేస్తుంది అంటే ఆక్సిడైజర్గా పనిచేస్తుంది ఆక్సిడైజర్గా ఈ రిఫైన్డ్ కిరోసిన్ ఏంది నార్మల్ టెంపరేచర్ వద్ద ఉంటుంది ఇది అందుకే ఇది నార్మల్ టెంపరేచర్ అంటే నార్మల్ టెంపరేచర్ బ్రాంచ్ని మనం క్రయోజెనిక్స్ అనం కదా కానీ దీని మాత్రం క్రయోజెనిక్ బ్రాంచ్ అంటాం కదా ఈ స్టడీని ఈ లో టెంపరేచర్స్ని అందుకే సెమీ క్రయోజెనిక్ అని పేరు పెట్టుకున్నాం మనం రైట్ ఇది న్యూలీ డెవలపింగ్ అనమాట డెవలప్ చేస్తూ ఉన్నారు ఇస్రో వాళ్ళు ప్రజెంట్గా ఎగ్జామ్లు అడుగుతాడు వీటికి సంబంధించి right, which of the uh, following material is used as a fuel in semi-cryogenic fuel? In semi-cryogenic fuel, which of the following substance is used as a fuel? Option A, liquid oxygen. Option B, liquid hydrogen. Option C, right, normal or the refined kerosene. Option D, none of these. Em cheptarandi, right? Refined kerosene is used as a fuel in semi-cryogenic fuel, but the liquid hydrogen is used as a cryogenic fuel. Right fuel in the cryogenic fuel right ఇలా కూడా మనం ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది ఎగ్జామ్లో రైట్ ఏది బెనిఫిట్ సార్ ఏది ఎఫిషియంట్ అంటే semi cryogenic fuel is much better than the cryogenic fuel ఎందుకు సార్ అని అడిగితే నార్మల్ కిరోషన్ అంటే సారీ రిఫైన్డ్ కిరోషన్ అంటే మామూలుగా నార్మల్ టెంపరేచర్ వద్ద ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది ఖర్చు తగ్గిపోతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది అవునా కదా ఎకనామికల్లీ బెనిఫిట్ తర్వాత పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది దీనివల్ల ఎన్విరాన్మెంటల్లీ గ్రీన్ ఫ్యూయల్ ఇది right economically low cost fuel efficiency high higher than the liquid hydrogen కాబట్టి semi cryogenic fuel is the much better అందుకే ఇప్పుడు ఇస్రో వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్న కరెంట్ ప్రాజెక్ట్ అనమాట ఇది రైట్ అయితే ప్రత్యేకంగా మరి మన ఇంట్లో వాడే కిరోసిన్కి ఇస్రో వాళ్ళు వాడే కిరోసిన్కి కొంచెం వేరియేషన్ చూపించాలి అని ప్రజెంట్కి ఏం చేస్తున్నారంటే ఇస్రో వాళ్ళు తయారు చేస్తున్న ఈ రిఫైన్డ్ కిరోసిన్కి ఏం పేరు పెడుతున్నారు సార్ ఏం పేరు పెట్టారంటే ఈ పేరు పెట్టారు ఈ రిఫైన్డ్ కిరోసిన్ పేరు ఇస్రోసెన్ అంట కెరోసిన్ తీసేసి ఇస్రోసెన్ అని పెట్టారు రైట్ ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా చూడండి ఇది రీప్లేస్ చేశారు ఐఎస్ అని పెట్టారు Indian space research organisation kerosene అని రైట్ ఇస్రోసెన్ ఎగ్జామినేషన్లో ఎలా కూడా విడుతారు ISROsene is related to related to right it is the kerosene made by the ISRO right ఇలా కూడా అడుగుతారు లేకపోతే it is made by the DRDO the kerosene is made by the or the manufactured by the DRDO DAE ఎలాగోలాగా అడగవచ్చు మనకి దాన్ని కానీ అడగటం అయితే ఇలాగనే ఉంటుంది ఇస్రో ఈజ్ రిలే ఇస్రో సెన్ ఈజ్ రిలేటెడ్ టు రైట్ ఏదైనా ఎలాగైనా అడగచ్చు మనకి రిఫైన్డ్ కిరోసినా రిఫైన్డ్ పెట్రోలా లేకపోతే ఆ కిరోసిన్కి సంబంధించిన టర్మ్ ఒకటే ఉండి మిగిలిన ఇంకేదో స్టోరీ అల్లుతూ ఉంటాడు అటు సరౌండింగ్స్లో అందుకే జాగ్రత్తగా చూసుకోండి ఇది జనరల్గా మనకి ఈ క్రయోజెనిక్స్ అనేటటువంటి టర్మ్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి టర్మ్స్ ఓకే దీంట్లో most of the heat part from our examination point of view is completed okay almost అయిపోయినట్టుగానే ఉంటుంది మనకి అందుకే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఇది జనరల్గా మనకి ఉష్ణానికి సంబంధించినటువంటి చాప్టర్ దీంట్లో ఏమేమి ఏమేమి చెప్పినా ఒకసారి గుర్తుందా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు హీట్ అంటే ఏందో మాట్లాడుకున్నాం టెంపరేచర్ అంటే ఏందో మాట్లాడుకున్నాం తర్వాత హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ చూశారు రైట్ టెంపరేచర్ స్కేల్స్ చూశారు తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చూశారు దానికి సంబంధించిన అప్లికేషన్స్ చూశారు అవునా కదా తర్వాత ఫేజ్ చేంజ్ పదార్థ స్థితిలోని మార్పు ఏందో చూశారు దానికి సంబంధించిన టర్మ్స్ ఏదో చూశారు బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడారు రైట్ తర్వాత మనకి దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటో చూశారు తర్వాత ఇవాపరేషన్ కండెన్సేషన్ ప్రాసెస్లు నెక్స్ట్ వచ్చేసి క్రయోజెనిక్స్ ఇవన్నీ తర్వాత థర్మోమీటర్స్ రైట్ మొత్తం ఒక టెన్ టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం ఓకేనండి right thank you for watching